హలో ఎవ్రీవన్ నా పేరు షణ్ముఖ మీరు చూస్తున్నారు అరైవ్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా కానీ యాప్ పాస్వర్డ్స్ని ఇన్బుల్డ్ వచ్చిన మొబైల్లో కాకుండా బయట ప్లేస్టోర్లో కానీ లేకుంటే థర్డ్ పార్టీ యాప్స్లో ఎవరైనా యూస్ చేస్తుంటే అర్జెంట్గా అన్ఇన్స్టాల్ అయితే చేసేసేయండి ఎందుకంటే ఇప్పుడు చెప్తున్న ఫీచర్ మీకు ఇన్బుల్డ్ మొబైల్లో గూగుల్ నుంచి మీకు ఈ పాస్వర్డ్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఎందుకంటే ఏదైనా ఒక స్టెప్ మిస్ అయితే మీకు యాప్ పాస్వర్డ్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో తెలియదు టాప్ కార్నర్లో మీ జీమెయిల్ ప్రొఫైల్ ఉంటుంది కదా అందులోకి వెళ్తే మీకు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది అందులోకి వెళ్తే మీరు డైరెక్ట్ పర్సనల్ అండ్ అలానే డేటా అండ్ అలానే సెక్యూరిటీ అని ఉంటుంది మీరు డైరెక్ట్ సెక్యూరిటీలోకి అనేది వెళ్ళండి వెళ్ళిన తర్వాత డౌన్కి వస్తే పాస్వర్డ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది అందులోకి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్గా new password setup for apps అని ఉంటుంది యాప్ పాస్వర్డ్ అయినా ఉంటుంది కొన్ని మొబైల్స్కి అయితే మీరు మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్ కొడితే మీరు డైరెక్ట్ ఏ యాప్స్కి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలా అనేది అక్కడ ఆప్షన్ ఇస్తాడు సో అక్కడ నుంచి మీరు ఏ యాప్స్కి అయితే మీకు పాస్వర్డ్ కావాలో ఆ యాప్స్ని యాడ్ చేసి మీ మొబైల్లో ఉన్న యాప్స్ లేకుంటే మీ మీ ఇమెయిల్ ఐడి ఎక్కడైతే లాగిన్ ఉంటుందో ఆ సిస్టంలో ఉన్న యాప్స్ కూడా మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు మీకు ఏ డివైస్లో అది లాగిన్ ఉందో ఆ డివైస్ని రైట్ సైడ్ ఉన్న ఆప్షన్లో సెలెక్ట్ చేసి మీరు డైరెక్ట్ పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అది వచ్చేసి డైరెక్ట్ మీ గూగుల్ అకౌంట్కి రికవరీ అనేది ఇస్తుంది అండ్ అలానే మీరు డైరెక్ట్గా పాస్వర్డ్ మర్చిపోయినా కూడా రికవరీ అనేది చేసుకోవచ్చు ఈ ఫీచర్ మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి అండ్ అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టుగా అయితే మీరే ఫస్ట్ చూడొచ్చు అంటిల్ దెన్ గుడ్ బాయ్ జై హింద్